我们来。 రేపటి దినము మనకు ఉన్నదా లేదా అని మనకు తెలియదు దేవుడు మనకి ఇచ్చిన అవసరములు మరి దేవుని యొక్క సమయంలో మనం ఉపయోగించాలని దేవుడు కోరుచున్నాడు నమ్మోడుల కరుణ మన పట్ల ఆయనకున్న కరుణ గొప్పది కాబట్టి ఇంతవరకు దేవుడు మనను ఈ విధముగా మన ఈ లోకంలో ఉంచి ఉన్నాడు కృపకి అనుసరించి అవనే మహత్వపడి అవును జీవిపా ఇంద్రాత్రి తీర్మానం జీవితంలో తోడకడలు నువ్వు అంతే కాబట్టి తన కృప చొప్పున ఈ లోకంలో జీవించినట్లుగా మనం అందరము దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకుందాం முன்புள்ள சுருங்கிய சுருங்கிய சமயத்தினுள்ளில் சிறிய ஒரு சிந்தனைகளை మరి కొద్ది కొన్ని నిమిషాలు మీ యొక్క మీ మధ్యలో దేవుని యొక్క వచనమును మీ యొక్క ముందు ఉంచాలని కోరుచున్నాను అపోస్తల ప్రవర్తకుల పుస్తకం మూడు అధ్యాయం ఆరు మొదలు పత్తు వరకు వాక్యములు అపోస్తల గ్రంథము మూడు నుంచి మూడో అధ్యాయము ఆరు నుంచి పది వరకు ఉన్న కార్యములు మూడో అధ్యాయము ఆరు నుంచి పది వరకు ఉన్న వాక్యములు അപ്പോൾ പത്രോസ് വെള്ളിയും പൊന്നും എനിക്കില്ല എനിക്കുള്ളത് നിനക്ക് തരുന്നു യേശുവിന്റെ നാമത്തിൽ നാമത്തിൽ എന്ന് പറഞ്ഞു വെള്ളി బంగారమును నాకున్న నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాడు నజరైన ఏ నడుము అని చెప్పి ఉన్నాడు அவன் வலங்கைக்கு பிடிச்ச எழுந்தேற்பிச்சு వాని కుడి చేయి పట్టిక మీ లేవనెత్తును క్షణத்தில் அவன் காலும் நெறியாடி వెంటనే వాని పాదములు చీల మండలము బలం పొందును அவன் குதிச்சு எழுந்தேற்று వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను நடந்தும் துள்ளியும் தெய்வத்தை పూర్తి కొట్ట அவரோடு കൂടെ ദൈവാലയത്തിൽ കടന്നു നടിച്ചു കത്തിന് വേയിച്ചു ദൈവം വാരിത്തോ കൂടെ ദേവാലയത്തിലേക്ക് വെല്ലുന്നു അവൻ നടക്കുന്നതും ദൈവത്തെ പുകഴ്ത്തുന്നതും ജനമൊക്കെയും കണ്ടു വാട് നടിച്ചു ദേവനെ സ്തുതിച്ചുക പ്രജലന്തരം ചൂച്ചിരി ഇവൻ സുന്ദരമെന്ന ദൈവാലയ ഗോപുരത്തിങ്കൽ ഭിക്ഷയാചിച്ചു കൊണ്ടിരുന്നവനെന്ന് അറിഞ്ഞ് അവന് സംഭവിച്ചതിനെ കുറിച്ച് വിസ്മയം പരിഭ്രമം നിറഞ്ഞവരായി തീർന്നു ഐതിഹ്യസംഗാരമായ ദേവാലയ ദ്വാരമനത്ത విషము కొరకు కూర్చుని ఉన్నాడు అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో వారు పరవశులైరి ఆదిమ నూటాటం సంభవించే ఒక సంభోగనయాన్ని మొదటి దినాల్లో జరిగిన ఒక సంఘటన మీ ముందు ఈ పోటీ వేళ రాత్రి వేళ చెప్పుచున్నారు పత్రోసి ఆరా దేవత വേണ്ടി ആരാധനാലയത്തിലേക്ക് കടന്നു പോകുന്ന വഴിയിൽ സംഭവിച്ച ഒരു സംഭവമാണിത് పేతురును యోహాను మరి దేవుని స్థుతించడానికి దేవాలయంకు వెళ్ళే మార్గ మధ్యంలో జరిగిన ఒక సంఘటన ఈ సంఘటన അമ്മയുടെ ഉദരമായ ഗർഭം മുതൽ കൊടുത്തനായ ഒരു മനുഷ്യനായിരുന്നു మరి తల్లి గర్భం నుంచి గుడ్డివాడిగా ఉండే ఒక వ్యక్తి ఇక్కడ ఈ వ్యక్తి അവനെ ചിലർ ചുമന്നുകൊണ്ട് വന്നു అయితే అతన్ని కొంతమంది ఎత్తుకుని వచ్చి ఉన్నారు അവനെ ദൈവാലയത്തിൽ ചെല്ലുന്നവരുടെ ഭിക്ഷ യാചിക്കാൻ വേണ്ടി ആ ദൈവാലയ ഗോപുരത്തിൽ ചിലർ ഇരുത്തു ഇരുത്തിയിരുന്നു అయితే ఆ యొక్క దేవాలయ వాకిళ్ళు గుమ్మం దగ్గర భిక్షమాడుతూ కోతిని కూర్చుండి పెట్టేవారు పత్రోసు యోహనాను దేవాలయത്തിലേക്ക് പോകുന്നത് കണ്ട് അവരോട് ഈ മനുഷ്യൻ ഭിക്ഷ ചോദിച്ചു అయితే పేతురు యోహాను మరి దేవాలయంలోకి వెళ్ళడం చూసి వారిని కూడా ఈయన భిక్ష అడిగి ఉన్నారు അപ്പോൾ പത്രോസ് യോഹനാനോട് കൂടെ ചേർന്ന് ഉച്ച അവനെ ഉച്ച നോക്കി అయితే పేతురు యోహాను అతని ఈ విధంగా చూసి ഞങ്ങളെ നോക്കൂ എന്ന് പറഞ്ഞു మమ్మల్ని చూడు అని చెప్పి ఉన్నారు കിട്ടുമെന്ന് അവൻ കരുതി അവരെ സൂക്ഷിച്ചു നോക്കി అయితే ఏమైనా దొరుకుతుందేమో అని ചൂണ്ടിക്കാച്ചൂച്ചിയാണ് മാറിവയ്പ് അപ്പോൾ പത്രോസ് പറയുന്ന ഒരു ഒരു വലിയ സംഭവമാണ് ഇവിടെ രേഖപ്പെടുത്തിയിരിക്കുന്നത് അപ്പോൾ പേതുരു చెప్పే ఒక మాట ఇక్కడ మనం చదివి ఉన్నాము వెళ్ళి పొన్ను మనకిല്ല ഞാൻ നിനക്ക് തരുന്നു ഞാൻ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను നാമം നസറേയന യേശു ക്രിസ്തു നാമമുള്ള യേശുവിന്റെ നാമത്തിന്റെ ശക്തിയാണ് അത് നസറേയന യേശു ക്രിസ്തു നാമം యొక్క శక్తి ഏകദേശം 40 വയസ്സുള്ള ഒരു മനുഷ്യനായിരുന്നു ഇത് 40 సంవత్సరాలు కలిగిన ఈ నాற்பది వర్షం అవన్ నడనట్టిల్ల ఈ నలభై సంవత్సరాలు ఆయన నడవలేదు ఈ నాற்பది వర్షం అవని ఆగ్రహం భిక్షయానికి ఈ నలభై సంవత్సరాలు ఆయన భిక్ష అడుగుతూ ఉండేవాడు అవన ఆగచ్చిన దౌర్యత్తుట్టుకలు మాత్రం ఆయన జీవితంలో ఆగ్రహించారు కొంత డబ్బు మాత్రమే ఆయన కోరిక ఆయన భిక్ష అడిగి ఉండేవాడు అవుందే అవుందే అనుభవం വളരെ ശോചനീയമായ അനുഭവമായിരുന്നു అయితే తన జీవితము చాలా కష్టకరమైన పరిస్థితి అయి ఉండేది എന്നാൽ പത്രോസ് അവൻ ആഗ്രഹിക്കുന്ന ഉപരിയായ ഒരു കാര്യമാണ് അവന് അവന് നൽകുന്നത് అయితే తన అనుభవం దానికంటే ఎక్కువగా పేరులో ఒక మాట అక్కడ ఇప్పుడు కూడా ఆయన అనుకోలేదు ఈ విధముగా పేదలు చెప్పారు తెలుసుకోలేకపోవచ్చు సౌఖ్యం అప్పుడు కూడా స్వస్థత పొందుతాను అనుకోకపోవచ్చు ഒരിക്കലും അവൻ നടക്കുമെന്ന് അവൻ ചിന്തിച്ചില്ല ఎప్పుడు కూడా నడుస్తాడని అనుకోకపోవచ్చు ഒരിക്കലും അവൻ ദൈവാലയത്തിൽ കടക്കുമെന്ന് അവൻ ചിന്തിച്ചില്ല ఎప్పుడు కూడా దేవాలయము లోపలికి వెళ్తాడని అనుకోకపోవచ్చు കാരണം മുടന്തനായ ഒരു മനുഷ്യന് ദൈവാലയത്തിനുള്ളിൽ പ്രവേശിപ്പാൻ അന്ന് അനുവാദമില്ലായിരുന്നു ఎందుకంటే గుడ్డివాడిలో ఒకే ఉండే ఒక వ్యక్తికి దేవాలయం లోపలికి వెళ్ళే వెళ్ళే అనుమతి లేకుండా ఉండే రోజు న్యాయ പ്രമാണം സംബന്ധിച്ച് അവൻ അതേ ആരാധനാലയത്തിന് പുറത്തായിരുന്നു అయితే తీర్పు తీర్పును అనుసరించి దేవాలయం బయట ఉండవలసిన వ్యక్తి देव देव वाले ఆరాధి అయితే ఆ రోజు వరకు కూడా దేవాలయం లోపలికి లేకుండా ఉండేవాడు ఒరికലും ఆగ్రహించి అతడు కార్యమానమైన జీవితంలో సంభవించదు అయితే ఎప్పుడు కూడా తన హృదయంలో అనుభవం యొక్క విషయమే తన జీవితంలో జరిగినది ఈ నామం ఈ యేసుక్రీస్తు నామము ఆయన ముందు ఉంచి ఉన్నారు అవన ఆయన కోరిక కోరినదంటే ఎక్కువగా అవన కుమరియాయి దైవమనే రూపాంతరపడితే ఆయన కోరిన డబ్బు కంటే ఎక్కువగా దేవుడు దేవుడు తన జీవితంలో రూపాంతరపరిచి పత్రోసన కైయిల్ వెల్లి పొన్నమొന്നും ఇల్లాയിരുന്നു పేతురు చేతిలో వెండి బంగారం ఏమీ లేకపోయింది పత్రోసన కైయిల్ మറ്റൊന്നും അവന് കൊടുക്കുവാനില്ലായിരുന്നു పేతురు చేతిలో వేరే ఏమీ లేకపోయిన అతనికి ఉంటాడు അവർക്ക് അവനോട് നൽകുവാനുണ്ടായിരുന്നത് യേശുവിന്റെ നാമത്തിന് ശക്തി అయితే వారికి ఇవ్వగలిగే కేవలం వస్తువు ఏమిటంటే అది యేసుక్రీస్తు నామంలో ఉండే శక్తి మాత్రమే ഇന്ന് രാത്രി നമ്മോട് ഇടപെടുന്നത് ഈ യേശുവിന്റെ നാമത്തിന്റെ ശക്തിയാണ് దేవుని విడుదల రాత్రి వేళ మీతో నాతో మాట్లాడేది ఈ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ഇന്ന് നമ്മ- ഇന്ന് നമ്മെ സൗഖ്യമാക്കുന്നത് ഈ യേശുവിന്റെ നാമത്തിന്റെ ఈ ശക്തിയാണ് రాత్రి వేళ నిన్ను నన్ను స్వస్థపరిచేది ఈ దేవుని యొక్క యేసుక్రీస్తు నామమునే శక్తి అయి ഇന്ന് ఉన్నది നമ്മെ ദൈവത്തെ ആരാധിപ്പാൻ നമ്മെ ഇടയാക്കുന്നത് യേശുവിന്റെ നാമത്തിന്റെ ശക്തിയാണ് ഈ రాత్రి వేళ దేవు- ఈ దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించ ఆరాధింప చేసేది ఈ దేవుని యొక్క శక్తి అయి ఉన్నది ఇప్పుడు మనం వాయిക്കുന്നത് ఇక్కడ మనం ఈ విధంగా చదివి ఉన్నాము నస్రైన యేసుని నామത്തിൽ നടക്ക എന്ന് പറഞ്ഞു నస్రైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి ఉన్నాడు అవునవును వలం కైచుబడి చెడు నేర్పు వారి చేయి పట్టుకొని అతని లేపాను జీవితంలో ఒరిక్కలు వెళ్ళదాక్కువ കഴിയുമെന്ന് വിചാരിക്കാത്ത ഒരു മനുഷ്യൻ అయితే జీవితంలో ఎప్పుడు కూడా లెగుస్తానని కోని ఒక వ్యక్తి యేసుവിന്റെ നാമത്തിൽ ഇങ്ങനെ വിശ്വസിച്ചു అయితే యేసు తెలియనాడు അവനെല്ലാം അറിഞ്ഞുകൂടായിരുന്നു അതെന്താണെന്ന് అయితే ఆ యొక్క నామం ఏమిటో ఆయనకు తెలియకుండా ఉండే ആ യേശുവിന്റെ നാമം അവൻ കേട്ടപ്പോൾ അവർ അതെ അവൻ അവന്റെ കൈക്ക് പിടിച്ച് എഴുന്നേൽപ്പിച്ചപ്പോൾ എഴുന്നേൽപ്പാതെ കൊണ്ട് അവൻ ആഗ്രഹിച്ചു ఎంత ఎప్పుడైతే యేసు క్రీస్తు నామములో వారి కుడి చేయి పట్టుకుని లేపారో ఆ యొక్క నామములో లేవటానికి ఆయన కోరుకున్నాడు കാലും തരിയാണി ഉറച്ചു അവൻ കുതിച്ചെഴുന്നേറ്റു అయితే గంతులు వేసి അവൻ നടന്നും ദൈവത്തെ മഹത്വപ്പെടുത്തി గంతులు ദൈവാലയത്തിനുള്ളിലേക്ക് ജീവിതത്തിൽ കടന്നു വന്നാൽ സംഭവിക്കുന്നത് ഇതേ ദേവനെ దేవుడు మన జీవితంలో వచ్చినట్లయితే మన యొక్క పరిస్థితి కూడా ఈ విధముగా ఉంటుంది ఎటువంటి ఆశకు ఆ యొక్క నిరాశగా ఉండే జీవితంలో నిరాశగా ఉండే జీవితంలో ఏమి చేయాలని అనుకో ఏమి చేయాలని తెలియకుండా ఉండే పరిస్థితి రేపు ఏ విధముగా ఉంటుందో అది వేదన పడుతున్న సందర్భంలో రోగంతో భారపడిన జీవితమే రోగముతో బాధతో ఉండే సందర్భంలో ఆకర్షకమై ఉంటావు యేసువంటి నామతింగలు ఒక నిరీక్షణకి మనకున్న ఒకే ఒక నామము అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము యేసువిన నామమునే ఉయర్పుకే ఆ యొక్క యేసుక్రీస్తు నామము నిన్ను పైకి నామము ಗಿಡವಾಗುತ್ತಿರು ఆ యేసుక్రీస్తు నామములో నువ్వు ముందుకు నడవగలవు దైవాలయంలో కడను దేవుని ఆరాధిపార్ నీకు భాగ్యం లభించు దేవాలయంలోకి వచ్చి దేవుని స్తుతించడానికి దేవుడు నీకు భాగ్యం ఇస్తాడు ఈ రాత్రి యేసువుని నామమున మనం ఈ రాత్రి వేళ దేవుని యొక్క నామములో మనం నమ్మినట్లయితే మన జీవితంలో మార్పులనే సంభవించు మన జీవితంలో ఒక మార్పు తప్పకుండా కలుగుతుంది సంభవించదంటాడు ఇక్కడ ఏమి జరిగినది నడకవ సాధ్యమలాది నడకది വ്യക്തി ఇప్పుడు కూడా നടത്താനായി అనుకోకుండా ఉండే వ్యక్తి ఇక్కడ నడక మాత్రమే నడకి తుళగి చేయాలి ఇక్కడ నడవటం మాత్రమే కాదు గంతులు వేస్తూ నడుచుతున్నాడు నాలుగు వర్ష కాహార వేదల పక్కడియాదరున్న నడకది నలభై సంవత్సరాలుగా నడవలేనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కుదిచెడి నిల్కొను ఇగో దిగ్గున లేచి ఆయన గంతులు వేస్తాడు జీవితం వన్నప్పుడు అవని కాలు దరియాడి మురచు యేసులోని జీవితంలోనికి వచ్చినప్పుడు తన కాలు బలము అవని స్థితికి మాత్రం పొందు స్థితి స్థితి మార్పు അവന്റെ സ്വഭാവത്തിന് മാറ്റം വന്നു స్వభావానికి మార్పు അവന്റെ వచ్చినది ജീവിതത്തിലെ ആഗ്രഹങ്ങൾക്ക് മാറ്റം വന്നു జీవితంలో కోరికలకు ఆశలకు మార్పు వచ్చినది പരിപൂർണമായ ഒരു വ്യത്യാസം അവന്റെ ജീവിതത്തിൽ సంభవించు పరిపూర్ణమైన ఒక మార్పు తన జీవితంలో അവന്റെ സ്ഥാനത്തിന് മാറ്റം വന്നു తన యొక్క స్థానానికి మార్పు ഒരിക്കൽ వచ్చింది ദൈവാലയത്തിന് പുറത്തായിരുന്നു അവൻ ఒకనొక రోజు దేవాలయము బయట కూర్చున్నారు എന്നാൽ ദൈവാലയത്തിന് ഉള്ളവനായി തീർന്നു అయితే ఈ రోజు దేవాలయం లోపల ఉంటున్నాడు അവന്റെ കൂട്ടുകാർക്ക് വ്യത്యాസം വന്നു తన యొక్క స్నేహితులకు మార్పు వచ్చింది పోలియోలో చిలరవని ఎడుతుకుంటాడు నడవలేదు అయితే ఒకనొక రోజున అతన్ని ఎత్తుకొని పట్టుకొని వెళ్ళేవారు యేసువుని జీవితంలో అయితే ఎప్పుడైతే యేసు తన జీవితంలోకి వచ్చాడు పేతురు వారికి అతనికి స్నేహితులుగా మారారు జీవితంలో ఆగ్రహం తన జీవితం యొక్క ఆ కోరిక ദൈവത്തെ ആരാധിക്കുന്നതായി തീർന്നു దేవుని ఆరాధించాలనేది తన കോരിక ഇന്ന് രാത്രി ഈ യേശു നിന്റെ ജീവിതത്തിൽ കടന്നു വരുമെങ്കിൽ ఈ రాత్రి వేళ ఈ యేసు నీ జీవితంలోకి వచ్చినట్లయితే നിന്റെ ജീവിതം മാ- പാടെ മാറി മറിയുക തന്നെ ఈ ചെയ്യും జీవితము కూడా ఇదే మార్పు నీ జీవితంలో కలుగుతున్నది വിശേഷാൽ കഴിഞ്ഞ ദിവസം സ്നാനപ്പെട്ട പ്രിയപ്പെട്ടവരോട് ഞാൻ പറയട്ടെ గడిచిన రోజు పార్టీ సంబంధించిన వారితో నేను നീ చెప్పిన ക്രിസ്തുവിനോട് ചേരുവാൻ സ്നാനമേറ്റെങ്കിൽ నువ్వు దేవుడితో చేరడానికి నువ్వు బాధ్యత పొందుకున్నట్లయితే നീ ഒരു പുതിയ സൃഷ്ടിയായി തീർന്നെങ്കിൽ ఒక నూతనమైన సృష్టిగా నువ్వు మారినట్లయితే యేసుడే రక్షణావాదిని జీవితంలో అంగీకరించగలరు యేసుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే అవనోడు చేరువాల్సి అవనోడు అవనోడు అవనోడు చేరువాల్సి ఆయనతో పాటు కలిసి ఉండాలని నువ్వు ఈ జీవితంలో ఉంటాయి ఆసనం జీవితంలో ఉంటాగట్టదా ఈ వ్యక్తి మీ జీవితంలో కూడా കൽപ്പിച്ചിട്ടുണ്ട് ലക്ഷ്യം മാറണം మీ జీవితం యొక్క గమ్యము లక్ష్యము മാറണം ജീവിതത്തിന്റെ സ്ഥാനം മാറണം మీ జీవితం యొక్క స్థానము మారాలి നിന്റെ കൂട്ടുകാർ മാറണം మీ స్నేహితులు మారాలి നിന്റെ ആഗ്രഹം മാറണം మీ కోరికలకు మార్పు కలగాలి യേശു ജീവിതത്തിൽ പരിപൂർണമായ വ്യത്യാസം ഉണ്ടായ మీ మీ స్వయమైన జీవితం వారికి ఒక పరిపూర్ణమైన మార్పు ఆయా విధంగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దేవాలయం లోపలికి వచ్చి దేవుని సహాయపడుతుంది దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాడు ఇంకొక విషయం మనం ఇక్కడ ചൊല്ലുന്നു മറ്റുള്ളവർവിനെ നോക്കി ഒരു സാക്ഷ്യം പറയുകയാണ് ഇതരലു ഇന്ന് ചൂച്ചി ഒരു സാക്ഷ്യം ചെപ്പിച്ചു നടക്കുന്ന దేవుకే కండు అయితే ఈ ఉన్నాడో ఏ విధముగా దేవుని అక్కడ ప్రజలు చూచి ఉన్నారు ఆ అయితే ఆ జనులు చెప్పుచున్న మాటలే ఇక్కడ పదో వాక్యంలో వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో వారు పరవశులైంది അവന്റെ ജീവിതത്തിൽ കടന്നു വന്നപ്പോൾ ഉണ്ടായതായ വ്യത്യാസം യേശു തന്റെ ജീവിതത്തിലേക്ക് వచ్చినప్పుడు కలిగిన యొక్క మార్పు జనముకాయం కండు విస్మయిപ്പാൻ തകടകടയായി തീർന്നു ജനలందరూ చూచి ఎంతో విస్మయం పొంది ఉన్నారు ദൈവമക്കളെ ഇന്ന് രാത്രി ഞാൻ ഓർപ്പിക്കട്ടെ దేవుని బిడ్డలారా ఈ రాత్రి వేళ నేను చెప్పుచున్నాను ജീവിതത്തിൽ ഉണ്ടെങ്കിൽ యేసు నీ జీవితంలో ఉన్నట్లయితే മറ്റുള്ളവർ നമ്മെ നോക്കി വിസ്മയം കുറയേണ്ടത് ആവശ്യമാണ് చూచి వారు విస్మయం పొందుతారు కారణం ఎంత కారణం ఏమిటి యేసు చేసిన వ్యత్యాసం ఈ జీవితంలో చేసిన మార్పు జీవితంలో ప్రత్యక్షమైన విషయం జీవితంలో అదే విధముగా നീ ഒരു രഹസ്യമായി ജീവിക്കാനുള്ളവനല്ല ലോക രഹസ്യമായി ജീവിച്ചവൻ സാക്ഷിയായി ഇതെല്ലാം സാക്ഷിയുക ദൈവനാമം മഹത്വത്തിനായി ദൈവനാമം മഹിമാർത്ഥനങ്ങളും ജീവിതമായി തീരേണ്ടത് ആവശ്യമാണ് ജീവിതവും మార్పు పొందుకోవాలి ఈ అవసరం ఈ అనుభూతులు జీవించాలి ఈ యొక్క అనుభవంలో జీవించడానికి దైవమే సహాయకుడు దేవుడు మనల్ని జీవించును గాక కారణంలో వాక్యంలో వాయికుమో దాని కింద భాగంలో మనం చూసినట్లయితే ఇది ఇద్దరు ఆశ్చర్యపడిన జనంతో పత్రోస్ ప్రయ్యాడు ఇక్కడ ఆశ్చర్యం పొందిన విస్మయం పొందిన ప్రజలతో పేతురు చెప్పుచున్నాడు కదా ഞങ്ങളുടെ സ്വന്തം ശക്തി കൊണ്ടോ പന്ത്രണ്ടാം വാക്യം മുതൽ పన్నెండో వాక్యంలో మనం చూసినట్లయితే ഞങ്ങളുടെ സ്വന്തം ശക്തി കൊണ്ടോ మా యొక్క సొంత శక్తితో ഭക്തി കൊണ്ടോ ഇവനെ നടക്കുമാറാക്കി എന്ന പോലെ మన యొక్క భక్తి చేత వీరు నడిచిన వీరికి బలం ఇచ్చినట్లుగా ഞാൻ നോക്കുന്നതെന്ത് మీరెందుకు మా తట్టు తేరి చూచుతున్నారు പത്രോസിന്റെ ശക്തിയല്ല ഇവനെ മാറ്റിയത് ఇది పేతురు యొక్క శక్తి కాదు ఇందులో లేదు. ശക്തിയല്ല ഇവനെ മാറ്റിയത് యోహాను యొక్క శక్తి కాదు ఇందు లేదు జనమൊക്കെ അങ്ങനെ അവനെ നോക്കുന്നുണ്ട് జనమంతా వీరిని ആവിധം విధంగా చూచుతున్నారు ഇവിടെ പ്രസംഗിക്കുന്നവരുടെ ശക്തിയല്ല നിന്നെ മാനസാന്തരപ്പെടുത്തുന്നത് പ്രാർത്ഥിക്കുന്നവരുടെ ശക്തി അല്ല നിന്നെ സൗഖ്യമാക്കുന്നത് ശക്തിയാണ് നിന്നെ രൂപാന്തരപ്പെടുത്തുന്നത് യേശുവിന്റെ ശക്തി നിന്റെ ജീവിതത്തിൽ ഏറ്റെടുക്കുമെങ്കിൽ ఎటువంటి రోగమైనప్పటికీ మీకు స్వస్థత అది ఒక వ్యక్తి యొక్క శక్తి కాదు అది ఒక యొక్క మాటలు దేవుని యొక్క శక్తి అని చెప్పుచున్నారు అయితే చేసి ఉన్నాడు పదమూడవ వాక్యం పదమూడవ వాక్యములో వారి దేవుడు అనగా దేవుడు తన సేవకుడైన యేసును యేసునే మహత్వపడుతుంది వారు యేసును അവരെ ഏൽപ്പിച്ചു കൊടുക്കുകയും നീരുവാനെ അപ്പഹിച്ചിരുന്നാലിനി അവരെ വിട്ടേപ്പാൻ വിധിച്ച പീലാത്തോസിന്റെ മുൻപിൽ തള്ളിപ്പറയുകയും പീലാത്തോ എന്നെ വിടുതല ചെയ്യണമെന്ന് നിശ്ചയിച്ചിട്ടప్పుడు പരിശുദ്ധ നീതിമാനുമായവരെ നീരു നിരാകരിച്ചിട്ടప్పుడు పరిశుద్ధులుగా నీతిమంతులైన వారు తల్లి പറഞ്ഞു వారిని నిరాకరించింది కులపాతకులే విడుదలైనమని പറഞ്ഞു నరహతులైన మనిషిని అప్పగించమని చెప్పి ദൈവമക്കളെ ഇന്ന് രാത്രി ഞാൻ ഓർപ്പിക്കട്ടെ രാത്രി വേള ഗുരുത്തി ചേപ്പിച്ചേ യേശുവിനെയാണോ നിനക്ക് വേണ്ടത് ഈ കുലപാതകനെയാണോ നിനക്ക് വേണ്ടത് യേശുവിനെ നീക്കു కావాలా లేక ఆర్తి చేసే లోక ప్రజలు మీ జీవితానికి మార్పు కలగాలంటే జీవితത്തിന് మీ జీవితానికి స్వచ్ఛత కలగాలంటే మీ జీవితానికి మార్పు కలగాలంటే శక్తి యొక్క కావాలి അതിന്റെ దాని కింద భాగం మనం చదివినట్లయితే నాలుగో మీరు వారి మధ్యలో నిలబడి చేసి ఏది శక్తి కొండ ఏది నామతిలో మిమ్మల్ని చేయదు అని చోదచ్చు చేర్చి వారి మధ్యలో నిలబడి నిలిచి ఏ నామం ఏమిటో వారు చెప్పలేకపోయింది పరిశుద్ధ భావదాన్ని అప్పుడు పేరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చెప్పు క్రూషించవరు

മനുഷ്യരുടെ ഇടയിൽ മനുഷ്യരുടെ മധ്യലോ നൽകപ്പെട്ട വേറൊരു നാമമില്ല നമുക്ക് కలిగిన ఇంకొక నామం ఇటువంటి నామం దైవం ഒരു മാർഗം ഒരുക്കിയിട്ടുണ്ട് మనల్ని రక్షణ పొందుకోవడానికి దేవుడు ఒక నామము సిద్ధము చేస్తున్నాడు నామമാണ് అది యేసు యొక్క నామమైన దైవ మనుష్యవర్గത്തിന്റെ రక్షణ ഒരുക്കിയ నామం అതാണ് మనుషుల యొక్క రక్షణ పాప పాప పరిహారం నిమిత్తం నిమిత్తము ఏర్పరచబడిన దైవమైనదవన్ ఆయన దేవుడై ఉన్నాడు ఈ భూమిలోకి ఇరగి ఈ భూమిలోనికి ఆయన దిగి వచ్చి పాపం పాపం వహించుకుంటారు యొక్క నాయక పాపమును ఆయన వహించి కల్వరి క్రూశకయరి ఆయన కల్వరి శిలువలో తన రక్తము ఊచి తన యొక్క రక్తం మన కోసం రక్షింపబడ్డ కూడా రక్షించడానికి ఆయన క్రూశిల్ విడిచి ఉన్నాడు ఆపత్తి శిక్ష మరణం అన్న దైవత్తున వదిన పరయదు పాపము యొక్క శిక్ష మరణం అని వాక్యము చెప్పుచున్నది ఆ మరణం యేసు ఎత్తెడుతు ఆ యొక్క మరణము దేవుని మధ్యలో నామము లేదు ఇంకొక నామము లేదు വിട്ടു ഇന്ന് രാത്രി യേശുവിൽ വിശ്വസിക്കുമെങ്കിൽ രാത്രി വരെ യേശുവിനെ വീട് തമ്മിൽ കേൾക്കുന്ന പ്രിയപ്പെട്ടവരെ കണ്ടുവെച്ചിരുന്ന പ്രിയ സഹോദരൻ യേശുവിനെ നീ രക്ഷിതാവായി സ്വീകരിക്കുമെങ്കിൽ യേശുവിനെ സ്വന്തം രക്ഷിക്കുന്നത് യേശുവിനോട് നീ പ്രാർത്ഥിക്കുമെങ്കിൽ യേശുവിനെ പ്രാർത്ഥിച്ചു ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు ఈ మూడొందల జీవిత ఈ కుంటి వారి యొక్క జీవితంలో ఆమె సంభవించ ఎల్లా మాత్రంలో నిందే తన జీవితంలో కలిగిన ప్రతి విధమైన విషయము నీ జీవితంలో కలుగుతుంది జీవితం వాడే మార్చబడు నీ జీవితం కూడా అదే విధంగా మార్పు అయితే నువ్వు చేయాలి యేసు నేను దేవుని అంగీకరించారు యహూదన్മാരെ പേടിച്ചിരുന്ന പത്രോസ് യൂദനിലോ ഭയപ്പെടുന്ന ആ ഏക പേതുരു യേശുവിനെ ക്രൂശിച്ചത് നിമിത്തം യഹൂദന്മാരെ പേടിച്ചിരുന്നതായ പത്രോസ് ആ ഏക യേശു ശിലുവ വേണ്ടുന്നത് കാരണമുള്ള ഭയതർക്കും ഭയപ്പെടുന്ന പേതുരു ആ ജനത്തിന്റെ നടുവിൽ നിന്നുകൊണ്ടാണ് പത്രോസ് വിളിച്ചു പറയുന്നത് ആ ഏക ജനം മധ്യలో నిలబడే పేతురు చెప్పుచున్నాడు നിങ്ങൾ രക്ഷിക്കപ്പെടണമെങ്കിൽ మీరు రక్షణ పొందాలంటే దైవం నలిగి తన్న యేసువిన నామం అది ఆవు ఈ యొక్క యేసు నామం మాత్రం ఉంటే శక్తియోడ పరిశుద్ధమాదరయోడ దేవుడు సంసారికి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పేతురు చెప్పుచున్నాడు అవని లభించే ఈ శక్తి ఆయన పొందుకున్న ఈ శక్తి యేసువిన శక్తి అది యేసు యొక్క శక్తి అయ్యింది మంత్రపడుతున్న కైవుల శక్తి మిమ్మల్ని రూపాంతరపరచడానికి శక్తి కలిగినది విశ్వసించేటటువంటి ఈ రాత్రి వేళ మీరు ఒప్పుకున్నట్లయితే രക്ഷിപ്പാൻ അനുമതിയാണ് మిమ్మల్ని కూడా రక్షించడానికి ఆయన చాలిన వాడు రక్ష ప్రాపించెങ്കിൽ మాత్రమే ఈ నమ్మి రక్షణ పొందినట్లయితేనే నిత్య జీవన్ ప్రాపిപ്പാൻ സാധ്യമാണ് നിത്യ ജീവൻ మీరు పొందుకోగలరు ദൈവ ദൈവത്തിന്റെ വചനം ഇങ്ങനെ പറയുന്നുണ്ട് ഒരിക്കൽ മരിക്കുകയോ ఒకసారి మరణించి న్యాయ విధియో మరలా తీర్పు దినము దైవ మనుషకాయి ഒരുക്കിയിരിക്കുന്നു മനുഷ്യർക്ക് ദേവന് പിടలకు ജീവിതം തീരുന്നില്ല പ്രിയപ്പെട്ടവരെ മരണമുണ്ടോ ഈ ജീവിതം ആകിപ്പോണ്ടలేదు മരണം കൊണ്ട് നമ്മുടെ താൽക്കാലിക ജീവിതം മാത്രമേ തീരുന്നുള്ളൂ മരണമുണ്ടോ താൽക്കാലികമായ ഈ ജീവിതം മാത്രമേ മുഖിച്ചപ്പെടുന്നു ഒരിക്കൽ മരണശേഷം అయితే ఒకనొక రోజు ഒരു ന്യായവിധിയുണ്ട് ഒക తీర్పు దినము రాబోచున్నది വിശ്വസിച്ചതിന്റെ വിശ്വസിച്ചതിന്റെ ജീവിച്ചതിന് പ്രകാരം മനമ നമ്മിൽ അറിയിക്കുക നാം ജീവിച്ചതിന് പ്രകാരം మనం జీవించిన రీతిగా എടുത്ത തീരുമാനത്തിന് പ്രകാരം మనం తీసుకున్న నిర్ణయం రీతిగా సెలక్షన్స్ ముఖాంతరం మనం ఎన్నుకున్న ఎన్నిక ഒരു ന്യായവിധിയുണ്ട് మనకు ఒక తీర్పు దినం రావచ్చు ఆ ന്യായവിധിയിൽ നീ രക്ഷ പ്രാപിക്കണമെങ്കിൽ ആ తీర్పు దినమందు నువ్వు రక్షించబడాలంటే ఆ ന്യായവിധി നിനക്ക് ആ ലഭിക്കണമെങ്കിൽ ఆ తీర్పు దినమున నీకు రక్షణ కలగాలంటే യേശുവിൽ വിശ്വസിക്കണം ഈ യേശുവിനെ നമ്മാలి അവനെ രക്ഷിതാവായ ഹൃദയത്തിൽ സ്വീകരിക്കണം സ്വന്തം രക്ഷിക്കുക మీ హృదయం

నిత్య జీవానికి నువ్వు అవకాశం కలిగి ఉన్నావా లేదా నిత్య మరణానికి నువ్వు అవకాశం కలిగి ఉన్నావా నిత్య జీవన్ లభిക്കണമെങ്കിൽ నీకు నిత్య జీవం నీకు కలగాలంటే కూడా స్వర్గത്തിൽ ആയിരിക്കണം ఆయనతో పాటు నువ్వు ఆ యొక్క పరలోక రాజ్యంలో ఉండాలి సంతోషం నీకు లభిക്കണമെങ്കിൽ నిత్య సంతోషం నీకు పొందుకోవాలంటే രാത്രി നീ യേശുവിനെ സ്വീകരിക്കണം ഈ രാത്രി వేళ యేసును మీరు అంగీకరించాలి అందుకని పత్రోస్ പറയുന്നത് అందుకని పేతురు చెప్పుచున్నాడు కదా అతని తల్లి రక్ష ఇల్ల ఇక ఎవరిలోనూ రక్షణ లేదు రక్షించబడువా మనం రక్షణ పొందుకోవడం ఆకాశం కీడ ఆకాశము కింద మనుషుడైన మనుషుల మధ్యలో నల్గపట్ట మనకు కలిగి ఉన్న నామముల వేరేటువంటి నామము లేదు దేవుని വീണ്ടും പറയുന്നത്

నీ జీవితంలో నీయొక తీర్మానమైనది ఈ జీవితంలో యువకందనే ముసికొనేది నేొందినే హారి ఫోర్స్ చేయనదేయల్ల ఎవరని దేవుని ముందు ఎప్పుడు కూడా ఒప్పుచడానికి బయ్ ఓమయ దయ నీ తీర్మాని యేసునే నాకు వేడం యేసు నా కావాలి నేను ఒక పాపిగాను నేను ఒక పాపిగాను దేవుని సన్నిధిలో శుభరంగితితియొనత దేవుని చేత చేత శుభరం నా జీవితానకు మార్పుని దేవుని చేత చేత శుభరం స్థానానికి ఒక మార్పు పోవాలనే లక్ష్యంతో చేయాలి శివాలయం గుడ్డివాడి వలె నా జీవితంలో ఒక మార్పు నాకు కావాలి యేసుని మాత్రమే సాధ్యం అది యేసుకు పరిపూర్ణమైన మార్పు ఈ రాత్రి వేళ మీరు అంగీకరించినట్లయితే

క్షమాకు ఆయన మిమ్మల్ని స్వస్థపరిచారు ఆయన మిమ్మల్ని రక్షించారు యేసు నామములో యేసు నామములో నామముతో మేలైన నామము രാത്രി നീ തീരുമാനിക്കുക ഈ രാത്രി వేళ నేను నిర్ణయించుకోండి നാളെ ഒരുപക്ഷേ ഈ അവസരം നിനക്ക് ലഭിച്ചില്ല എന്ന് പറഞ്ഞാൽ మీకు ഇന്ന് രാത്രി ദൈവം നിന്നെ സ്നേഹിക്കുന്നത് കൊണ്ടാണ് വീണ്ടും ഒരു അവസരം అయితే ലഭിച്ചത് దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇటువంటి మంచి మరలా మీకు സ്നേഹത്തിന് മുൻപിൽ ప్రేమ ముందు మీ యొక్క తల మీరు നിന്നെ ഏൽപ്പിക്കുമോ ప్రేమ ముందు మిమ్మల్ని మీరే രക്ഷിതാവായി സ്വീകരിക്കാത്ത ആരെങ്കിലും ఈ రాత్రి వేళ ఎవరైనా ఇంతవరకు దేవుని വിശ്വസ്ത രക്ഷിക്കത്തെ അംഗീകരിച്ച് ഞാൻ എന്റെ ജീവിതത്തെ സമർപ്പിക്കുന്നു എന്ന് ഏറ്റു പറയാം ഈ രാത്രി വേള ദൈവത്തെ സ്വന്തം രക്ഷിക്കുന്നത് അംഗീകരിക്കുന്നതാണെന്ന് చెప్పు ഇന്ന് രാത്രി അങ്ങനെ തീരുമാനത്തോടെ കടന്നു പോകുവാൻ ദൈവം സഹായിക്കട്ടെ ഈ രാത്രി വേള അటువంటి నిర్ణయంతో తిరిగి వెళ్ళమని కోరుతున్నాను സംസാരിക്കുന്ന പ്രിയപ്പെട്ടവരെ അല്ലാതെ ദൈവത്തെ വാക്യങ്ങളോ మాట్లాడుకోవచ్చు മുൻപോട്ട് കടന്നു വന്ന തീരുമാനങ്ങളുടെ എടുപ്പാൻ നിങ്ങളെ സഹായിക്കും അതായത് തീരുമാനം തീരുത്താനിക്ക് తీసుకోవడానికి దేవుడు సహాయం చేయవచ్చు ఇన్ని రాత్రి దైవం అవసరం కూడా తന്നു ఒకసారి గ్రహించండి మరి దేవుడు మీకు ఒక రేపు మీకు ఒకవేళ దొరికిందని ఇప్పుడే సమర్పించి నామం ఈ దేవుని యొక్క నామం ఆమేన్